దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో వర్ణముద్ర కోసం తెలుసుకుందాం కుడి చేతి లేకపోతే ఎడం చేతి చిటికిన వేలు మొయ్యాలి దాని మీద రెండవ చేతి బొటన వేలు పెట్టి మిగిలిన వెనక మిగిలిన నాలుగు వేలు ఉంటాయి ఈ విధంగా పెట్టచ్చు వేలు మూసైనా ఉంచవచ్చు దీన్ని వరుణ ముద్ర అంటారు వరుణం అంటే వర్షం పడితే వర్షం వరుణదేవుడు కరుణించాడు అంటాం కదా వర్షం తడిని తగ్గించే ముద్ర వర్ణముద్ర ఇదేం చేస్తుంది ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్ని తగ్గించడానికి జలతత్వం చిటికిన వేలు మనం ముందు తెలుసుకున్నాం అగ్నితత్వం పట్టిన వేలు చివరగా జలతత్వం చిటికిన వేలు ఈ చిటికిన వేలు ఎప్పుడైతే మూస్తామో జరి శరీరంలో జలతత్వం తగ్గుతుంది అంటే సమానంగా వస్తుంది దీని మీద బొట్టన వేలు ఉంచలేదు అదే చేతి బొట్టన వేలు ఉంచలేదు వేరే చేయి బొట్టన వేలు పెట్టి దాని మీద ఇలా పెట్టాము ఇది వర్ణముద్ర దీన్ని ఈ విధంగా పెట్టినప్పుడు శరీరంలో ఊపిరితిత్తుల్లో ఉన్న నీరును తీసేయగలిగే శక్తి దీనికి ఉంది శరీరంలో నీరు ఎంత ఉండాలో అంతే ఉంచుతుంది అంటే శరీరం మొత్తంలో seventy to seventy five percent నీరు ఉండాలి అది ఒకసారి ఎక్కువైనా తక్కువైనా సమస్యనే తగ్గితే ఏమవుతుంది కళ్ళు మంటలు రావడం కళ్ళ లోపల ఇది పొడి బారడం కాళ్ళలో పగుళ్ళు రావడం చర్మం అంతా పొడి బారడం ఇటువంటివి జరుగుతాయి వర్ణముద్ర వలన శరీరం లోపల చక్కగా పనిచేసి ఆ జలతత్వాన్ని ఆ సెవెంటీ పర్సెంట్ శరీరంలో నీరు ఉండేటట్టుగా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయగలిగే శక్తి ఈ వర్ణముద్రలో ఉంది ఈ విధంగా పెట్టి దీని మీద ఈ ఇవి ఉంచుతాం ఈ వేలు దీని మీద ఉంచుతాం ఇది ఇది వర్ణముద్ర దీన్ని సాధన చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది సమస్య తగ్గిన తర్వాత ఈ ముద్రను ఆపివేయాలి చేయకూడదు వర్ణముద్రలో ఇంకా బాగా చేయాలి అనుకుంటే నాశక ముద్ర అంటారు తెలుసు మనం తెలుసుకున్నాం చిటికన వేలును మూసి బొటన వేలు చిటికన వేలు వెనక భాగం మీద ఈ విధంగా ఉంచి కుడి చేతి కుడి చేతి చిటికన వేలును మూసి బొటన వేలు చిటికన వేలు మీద ఉంచి మిగిలిన మూడు వేలు తిన్నగా ఉంటాయి ఎడమ చేయి బొటన వేలు కుడి చేయి బొటన వేలు మీద ఉంచి మిగిలిన నాలుగు వేలు వెనక తునిస్తే ఇది వర్ణముద్ర చాలా వేరంగా హెల్ప్ చేసే ముద్ర దీన్ని దీన్ని కూడా వర్ణముద్ర అంటారు ఈ ముద్ర కూడా ఇదే ముద్ర చాలా బాగా పనిచేస్తుంది ముందుగా ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నీ దీనివల్ల తెలుస్తాయి ప్రయత్నం చేసి చూడండి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు దీనివల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్ రావు ముద్రల వల్ల ఎటువంటి సమస్యలు రావు కానీ కూర్చోవడం మాత్రం తిన్నగా కూర్చోవాలి వంగి కూర్చుంటే పని చేయదు పూసలు ఎప్పుడైతే వెన్నెముక కరెక్ట్గా ఉండి నడుము తల తిన్నగా ఉంటుందో ఆటోమేటిక్గా శరీరంలో ప్రతి వ్యవస్థ అంటే సిస్టమ్ గ్రంథులు గ్లాండ్స్ చక్కగా పనిచేస్తాయి ఆ శరీరానికి ఎక్కడ ఏది ఎంత అందాలో అంతా కరెక్ట్గా అందుతుంది కనుక శరీరాన్ని శుద్ధి చేయగలిగే శక్తి మన శరీరంలో ఉంది మన మన ఆరోగ్యాన్ని కాపాడడానికి